లీబ్రేఆఫీస్ మ్యాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం ఈ ట్యుటోరియల్లో మనం పరిచయం మరియు లీబ్రేఆఫీస్ మ్యాథ్ ఫార్ములాలను నేర్చుకుంటాం మనం ఈ క్రింది అంశాలను నేర్చుకుంటాం లీబ్రేఆఫీస్ మ్యాథ్ అంటే ఏమిటి ఫార్ములా ఎడిటర్ను వాడి మ్యాథ్ను వినియోగించడం కొరకు సిస్టంలో ఉండవలసినవి ఒక తేలికైన సూత్రంను రాయటం లెక్కల సూత్రములను క్రియేట్ చేయడం మరియు ఎడిట్ చేయడం కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్వేర్ దాని లోపల లిబ్రే ఆఫీస్ సూట్ ఓపెన్ సోర్సులు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి కనుక అది ఓపెన్ సోర్సుకు చెందింది ఉచితంగా పొందగలిగేది మరియు ఉచితంగా పంపిణీ కూడా చేయబడుతుంది మ్యాథ్ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లిబ్రే ఆఫీస్ సూట్లో ఉంచగలం లేదా వినియోగించుకోగలం లేదా లిబ్రిఆఫిస్ సూట్లోని ఇతర డాక్యుమెంట్లలో వాడగలం రైటర్ లేదా క్యాలిక్యులేటర్లలోని డాక్యుమెంట్లలో సూత్రములను పెట్టవచ్చు మాత్ వినియోగం కొరకు సిస్టంలో ఉండవలసిన వాటి గురించి ఒకసారి చూద్దాం విండోస్ కొరకు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 సర్వీస్ ప్యాక్ 4 లేదా హయ్యర్ ఎక్స్పీ విస్తా లేదా విండోస్ 7 మీకు అవసరమవుతుంది పెంటియమ్ తో పని చేయగలిగిన 256 ఎంబీ ర్యామ్ 512 ఎంబీ ర్యామ్ ఉంటే మంచిదని సూచించబడుతుంది ఉబంటు లైనక్స్ కొరకు లైనక్స్ కర్నల్ వెర్షన్ 2.6.18 లేదా హయ్యర్ Pentium తో పనిచేయగలిగిన PC 512 MB RAM అని సూచించబడుతుంది సిస్టంలో కావలసిన వాటికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు లిబ్రేఆఫీస్ అధికారిక వెబ్సైట్ను చూడండి మీరు కనుక ఇప్పటికే లిబ్రేఆఫీస్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లయితే ప్రోగ్రామ్స్ యొక్క లిబ్రేఆఫీస్ సూట్లో ను కనుగొనగలరు లిబ్రేఆఫీస్ ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లైనెక్స్లో మీరు దానిని సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ నుండి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు నేను ఆఫీస్ వర్షన్ పాయింట్ ను ఇన్స్టాల్ చేసుకున్నాను విండోస్లో స్టార్ట్ మెనూకు వెళ్ళండి అక్కడ all program office LibreOffice Libre Office math పైన క్లిక్ చేయండి మనం దానిని ఒక ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్ లోపల నుండి ఓపెన్ చేయవచ్చు ఇప్పుడు ఒక కొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడం కొరకు ఆఫీస్ రైటర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు రైటర్ విండో మ్యాత్ లు కాల్ చేద్దాం ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పై ఉన్న ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింది వైపుగా చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఫార్ములా పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనం రైటర్ విండోలో మూడు ఏరియాలను చూడవచ్చు మొదటిది పైన ఉన్న రైటర్ ఏరియా ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడం గమనించండి మనం రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తాయి రెండవది క్రింద ఉన్న ఫార్ములా ఎడిటర్ ఏరియా ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన మార్కప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు మరియు కుడివైపు కదులుతూ ఉన్న ఎలిమెంట్స్ విండో మూడవది మీకు ఎలిమెంట్స్ విండో కనిపించకపోతే మీరు దానిని వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఎలిమెంట్స్ ను ఎంచుకోవడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు ఈ విండో మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందచేస్తుంది మనం గ్రే బాక్స్ బయట ఉన్న రైటర్ ఏరియాలో క్లిక్ చేస్తే మ్యాథ్స్ విండోస్ మాయమవుతాయి మ్యాథ్స్ ఫార్ములా ఎడిటర్ మరియు ఎలిమెంట్స్ విండోలను తిరిగి తెచ్చుకోవడం కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4 ఇంటూ 3 యొక్క విలువ 12కు సమానము అవుతుందితో పెడదాం ఇప్పుడు ఎలిమెంట్స్ విండోలో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి ఇప్పుడు ఒకసారి పై ఎడమ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇక్కడి tool tip unary or binary operators అని చెబుతుంది మరియు క్రింద మనం కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాం రెండవ రోలో మల్టిప్లికేషన్ను సూచిస్తూ ఉన్న a ఇంటూ b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాం ఇప్పుడు ఫార్ములా ఎడిటర్ విండోను గమనించండి అది టైమ్స్ అనే పదం చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది అలాగే రైటర్ గ్రే బాక్స్ ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నం చేత విడగొట్టబడిన రెండు స్క్వేర్లను గమనించండి ఇప్పుడు ఫార్ములా ఎడిటర్లోని మొదటి ప్లేస్ హోల్డర్ను దాని డబుల్ క్లిక్ చేయడం ద్వారా హైలైట్ చేయండి మరియు నాలుగు అని టైప్ చేయండి ఆ తరువాత రెండవ ప్లేస్ హోల్డర్ను హైలైట్ చేయండి మరియు ఫార్ములా ఎడిటర్ విండోలో 3 అని టైప్ చేయండి రైటర్ గ్రే బాక్స్ తనంత తానే రిఫ్రెష్ అయింది మరియు అది 4 ఇంటూ 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయం గమనించండి మనం పైన వ్యూ మెనూపై క్లిక్ చేయండి మరియు అప్డేట్ను ఎంచుకోండి లేదా విండోను రిఫ్రెష్ చేయడం కొరకు కీబోర్డ్ షార్ట్కట్ కీ F9 ను వాడండి ఈ తరువాత సూత్రమును పూర్తి చేయటం కొరకు దానికి ఐఎస్ ఈక్వల్ టు 12 కలుపుదాం దీని కొరకు ఇప్పుడు ఎలిమెంట్స్ విండోలోని కేటగరీస్ సెక్షన్లో రిలేషన్స్ అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ వివిధ రిలేషన్ ఎలిమెంట్స్ మీరు గమనించండి a b అనే మొదటి దానిని ఇప్పుడు మనం ముందుగా చూద్దాం మరియు ఇప్పుడు మనం మొదటి ప్లేస్ హోల్డర్ను డిలీట్ చేద్దాం మరియు రెండవ ప్లేస్ హోల్డర్లో 12 అని టైప్ చేద్దాం రైటర్ ఏరియాలో మన తేలికైన సూత్రం 4 టైమ్స్ 3 12 ఉన్నది ఇప్పుడు మనం ఒక ఫార్ములాను తేలిక మార్గంలో వ్రాయటం కొరకు ఒక ఎలిమెంట్ విండోను ఎలా వాడాలో నేర్చుకున్నాము ఫార్ములా ఎడిటర్ విండో పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న సింబల్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఒక సూత్రమును వ్రాయవచ్చు కంటెక్స్ట్ మెనూ కూడా ఎలిమెంట్స్ విండోలో ఉన్నట్లుగా ఉన్న విభాగాలలోని సింబల్స్ నే డిస్ప్లే చేస్తుంది ఏ కేటగిరీని ఎంచుకుంటే ఆ కేటగిరీలో అందుబాటులో ఉన్న సింబల్స్ డిస్ప్లే చేయబడతాయి సూత్రమును ఎంటర్ చేయడం కొరకు మూడవ మార్గం కూడా ఉన్నది మనం ఫార్ములా ఎడిటర్ విండోలో ఫార్ములాను సూటిగా వ్రాయవచ్చు ఇక్కడ మాత్ అప్లికేషన్ అర్థం చేసుకునే ఒక ప్రత్యేకమైన మార్కప్ లాంగ్వేజ్ను మనం వాడదాం మనం ఇప్పటికే మార్కప్ లాంగ్వేజ్కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాం four times three equals to twelve ఇక్కడ టైమ్స్ అనే పదమును గమనించండి అలాగే 4 డివైడెడ్ బై 4 ఈక్వల్స్ టు 1 అని రాయటం కొరకు మార్కప్ 4 ఓవర్ 4 ఈక్వల్స్ 1 అని ఉంటుంది ఇప్పుడు మనం ఇది పూర్తి చేశాం కనుక మీరు క్రింది అసైన్మెంట్ చేయవలసి ఉంటుంది రైటర్లో ఈ క్రింది ఫార్ములాను రాయండి 4 divided by 4 is equal to 1 మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైన్ను ఎంటర్ చేయడానికి న్యూ లైన్ మార్కప్ను ఉపయోగించండి ఏ బులియన్ మరియు B four is greater than three X దాదాపుగా వైకి కి సమానం మరియు నాలుగు మూడుకి సమానం కాదు దీనితో మనం లీబ్రే ఆఫీస్ మ్యాథ్ పరిచయం మరియు ఫార్ములా ఎడిటర్ అనే ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం సంగ్రహంగా తెలపడం కొరకు మనం ఈ క్రింది అంశములను నేర్చుకున్నాం లీబ్రే ఆఫీస్ మ్యాథ్ అంటే ఏమిటి మ్యాథ్ కొరకు సిస్టంలో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి ఫార్ములా ఎడిటర్ను వాడుతూ ఒక తేలికైన ఫార్ములాను రాయటం ఈ spoken tutorial software teacher project లో భాగం దీనికి ఐసీటీ ఎంహెచ్ఆర్డీ ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది హైఫెన్ డాట్ tutorialorg చేత ఈ కు సహాయం అందించబడుతోంది మరింత సమాచారం ఈ లింక్లో అందించబడింది ఈ రచనకు సహాయపడిన వారు లక్ష్మి మరియు నిఖిల ధన్యవాదములు సెలవు